ఫోన్ కావాలి నీకు అప్పుడే ఫోన్ అంటే చదువుకోపో Few ఒక ఊరు ఉందంట ఆ ఊర్లో నాలుగు పందులు ఉన్నాయంట ఆ పంది ఆ పంది ఆ పేరు ఆ పంది పేరు ఆ Bye, bye.